సో ಹೇಗೆ ಸಿವಲ್ మనసరికి Samsung Galaxy Note twenty ultra అయితే అన్బాక్స్ చేద్దాం ఇది వచ్చరికి బ్రాంజ్ కలర్ ఇదైతే యూఎస్ వేరియంట్ అనమాట మన అయితే అవైలబుల్ లేదు మన మ్యాక్సిమం ఇది వచ్చరికి కొద్దిగా లేట్గా తీసుకురావచ్చు బాక్స్ అయితే చాలా లైట్ వెయిట్ అవుతుంది సో ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం సో లోపల కంటెంట్స్ ఏమి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఓపెన్ చేయగానే మోల్ ఫోన్ అవుతుంది మొబైల్ ఫోన్ తెచ్చుకున్నది చాలా బిల్ క్వాలిటీ అయితే సూపర్ ఉందని చెప్పి చాలా సాలిడ్గా ఉంది ఇక్కడైతే రెండు స్టిక్కర్స్ అవుతున్నాయి జూమ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు డోంట్ బ్రేక్ దిస్ ఫోన్ అని కేర్ఫుల్ ఉంటుంది ఇక్కడ చిన్న కార్డ్బోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు పైన ఆటో ముక్కలు అంటే దాన్ని ఓపెన్ చేస్తే ఏం లేదు దీంట్లో ఇక్కడ చూస్తే ఛార్జర్ అయితే ఉంది ఇదేసరికి యూఎస్ వేరియంట్ ఇండియన్ వేరియంట్ అయితే కాదు ఇండియన్ వేరియంట్ మాక్సిమం మంచిది ఛార్జ్ తీసుకోవచ్చు ఇదేసరికి కేబుల్ అనమాట type C to type C cable twenty five hours charging support చేస్తుంది మొబైల్ ఫోన్ అయితే twenty five hours charge provide చేస్తున్నారు సో ఇది మొబైల్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే చూస్తే చాలా సూపర్ అని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ కూడా స్టిక్కర్ ఉంది దాన్ని రిమూవ్ చేద్దాం సో ఇక్కడ తీసేస్తే చూడొచ్చు మోడల్స్ చాలా బిల్ క్వాలిటీ చాలా సాలిడ్గా అవుతుంది ఇది బ్రాంజ్ కలర్ అంటున్నారు వీళ్ళైతే ఇది మిస్టిక్ బ్రాంజ్ కలర్ అంటున్నారు mystic white mystic green colour ఉంటుంది కప్తిలు మనకు వచ్చేసరికి మిస్టిక్ బ్రాంజ్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సో బిల్ క్వాలిటీ చాలా సూపర్ అని చెప్పి ఇది లేటెస్ట్ కార్నింగ్ గురే గ్లాస్ వాడారు కార్నింగ్ గురే గ్లాస్ విక్టర్ అయితే వాడారు వీళ్ళైతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే కార్నింగ్ గురే గ్లాస్ పై కంటే గట్టిదని చెప్పొచ్చు మనమైతే కనుక సో దీని చులుకైతే మెటల్ ఫినిష్ అయితే ఇచ్చారు మెటల్ కాదు అయితే గ్లాస్ బాడీయే సో ఓవరాల్ చిలుక అయితే చాలా బాగుందని చెప్పొచ్చు దీనిలో మంచి బిల్ క్వాలిటీ ఇచ్చారు అంతేకన్నా సూపర్ మంచి మంచి మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సో ఓవరాల్ చిలుక అయితే చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు నోట్ టెన్ ఉంది అక్కడ దీన్ని కూడా కంపారిజన్ చేస్తున్నాం అంటే పక్క పక్కన పెడితే మనం ఒత్తినప్పుడు నేల మీద పెట్టి అదైతే శబ్దం చేస్తుంది అయితే శబ్దం చేయడం లేదు సో నోట్ టెన్ అయితే చూడొచ్చు శబ్దం చేయడం లేదు ఎందుకంటే కెమెరా ముందు వెళ్ళి పెద్దగా లేదు కలిసిపోయింది బ్యాక్ సైడ్ అయితే కెమెరా ముందు వెళ్ళి అవుతుంది కదా అందుకు శబ్దం చేస్తుంది టిక్ టిక్ అనేది చూడొచ్చు మీరు అంటే సమానంగా లేదు ఎడ్జెస్ అయితే నాకు మనకు సో ఓవరాల్ వచ్చింది అయితే చాలా బాగుంది చెప్పొచ్చు సమానం లేకపోతే మనకి బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉందని చెప్పొచ్చు మొత్తం మెటల్ ఫ్రేమ్ పైన సిమ్ ట్రై ఉందో సార్ సిమ్ ట్రై అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడైతే చూడొచ్చు సిమ్ ట్రై అయితే ఒక మెమరీ కార్డు ఒక ఎస్టీడీ కార్డు సారీ ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డు వేసుకోవచ్చు అంటే సింగిల్ సిమ్ ఒక మెమరీ కార్డు వాడచ్చు అక్కడ గూగుల్ పిక్సెల్ ఫోన్ కూడా ఉంది దీనిలో కూడా అదే సపోర్ట్ ఉంటుంది కాకపోతే ఇంకా మరి దారుణం గూగుల్ పిక్సెల్ అయితే కనుక సో ఈ మొబైల్ ఫోన్ మేలని చెప్పొచ్చు సామ్సంగ్ కొద్దిగా ఒక రకానికి మండల్ సరిగి ప్రైస్ సరిగి ఎస్ ట్వంటీ సరిగి చాలా దూరం పోయింది ఇక్కడైతే చూడొచ్చు కింద చూస్తే ఎస్ పెన్ ఉంది టైప్ పక్కనే సౌండ్ గ్రిడ్లు టైప్ సి పోటాన్ అవుతున్నాయి ఎస్ పెన్ తీద్దాం బయటికి సో ఇక్కడ చూడొచ్చు ఎస్ పెన్ అయితే రైట్ సైడ్ ఇచ్చేది లెఫ్ట్ సైడ్ ఇచ్చారు ఈసారి మాత్రం ఎందుకంటే ఇక్కడైతే చూడొచ్చు అంటే మనకొకసరికి ఇక్కడ కెమెరా ఉంది కదా అదైతే తట్టుకుంటుంది అనమాట లోపల పెట్టేటప్పుడు అయితే కెమెరా అయితే లేదు కాబట్టి చాలా స్మూత్ లోపల పెడితే బయటకు వస్తుంది చాలా స్పేస్ ఉంటుంది పర్ సెంటీమీటర్ కూడా మొబైల్ ఫోన్ డిజైన్ చేసేటప్పుడు చాలా ముఖ్యం సో నేను క్విక్గా సెటప్ చేసే లోపల ఎక్సెస్ చదువుకోవచ్చు just five GB RAM Snapdragon eight six five plus powers వస్తుంది twelve GB RAM two fifty six GB ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరెంట్ ఇది ఫైవ్ జీ వస్తుంది అంతేకాని six point nine inches AMOLED screen dynamic AMOLED screen four K display four thousand five hundred mAh battery ఉంది twenty five watts fast charging support చేస్తుంది ఇరవై watts wireless charging nine watts support చేస్తుంది క్యూఏ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది చెప్తున్నారు వీళ్ళైతే so IP sixty eight water resistant and dust resistant ఉంది బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే సింగిల్ కెమెరా ఉంది ఫ్రంట్ కెమెరాతో ఉపయోగించి మీరు ఫోర్ కేలో thirty frames sixty frames video record చేయొచ్చు ఒక హైలైట్ చెప్పొచ్చు సో డిస్ప్లే చూడకైతే సూపర్ అని చెప్పొచ్చు ఆమ్లెట్ స్క్రీన్స్ ఇక్కడైతే చూడొచ్చు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే చూద్దాం ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు one twenty hertz refresh rate ఉంది సో మనం ఇక్కడ one twenty hertz refresh rate set చేసుకుంది చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే కనుక కాకపోతే ఇది ఏంటంటే ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్ డ్రైన్ అయిపోతుంది బ్యాటరీ అయితే కనుక సో ఇక్కడ చూడవచ్చు ఫుల్ హెచ్డీ ప్లస్ అయితే పెట్టాను ఇక్కడ క్వాడ్ హెచ్డీ పెడితే one twenty hertz refresh rate support లేదని చెప్తుంది ఇది కనుక అంటే మనం ఫుల్ హెచ్డీ ప్లస్ వాడాల్సిందే అంటే సరికి ప్లస్ ప్లస్లో one twenty eight G refresh rate support చేస్తుంది సో మనమైతే వన్ ట్వంటీ ఎయిట్ రిఫ్రెష్ పెట్టే వాడదాం యూజర్ ఎక్స్ప్రెస్ ఎక్సలెంట్ అని చెప్పి ఎక్సలెంట్ అయితే చూడు ట్రిపుల్ కెమెరా చదువుతుంది main camera one hundred megapixel single camera two megapixel తర్వాత ట్రిపుల్ మెగాపిక్సెల్ ఒకటి పెరిస్కోప్ లెన్స్ ఒకటి అల్ట్రావైట్ సెన్సార్ ఇంకోటి main sensor one hundred megapixel అది స్పేస్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడైతే చూడచ్చు వీడియో అయితే ఇదైతే ఎయిట్ కే వీడియో ఎయిట్ కేలో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పెట్టి రికార్డ్ చేయొచ్చు వీడియోని అయితే కనుక ఫోర్ కేలో సిక్స్టీ ఫ్రేమ్స్ థర్టీ ఫ్రేమ్స్ పెట్టి రికార్డ్ చేయొచ్చు సో వచ్చేసరికి లైవ్ ఫోకస్ అంటున్నారు కదా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అదే చెప్తున్నాను ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇక్కడైతే ఇక్కడ ఫ్రంట్ అని కొడితే ఫ్రంట్ మైక్ రికార్డ్ అవుతుంది బ్యాక్ అని కొడితే బ్యాక్ మైక్ రికార్డ్ అవుతుంటుంది అంటే నాయిస్ అనేది ఏం రాదు జస్ట్ మనం మాట్లాడేది మాత్రమే అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు లైవ్ ఫోకస్ అనేది ఎలా వర్క్ అవుతుంది దీనిలో అయితే కనుక చాలా సూపర్ ఉంటుంది మనం ఎక్కడైనా వీడియో తీసుకునేటప్పుడు సో ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయినా దీని బిల్డ్ క్వాలిటీ అయినా చాలా సూపర్ ఉంటుంది ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి మన ఇండియాలో ఎగ్జిమస్ ప్లస్ మీరు తీసుకురావచ్చు సో ఓవరాల్ మీకు వీడియోస్